ప్రభుకు స్థుతులు స్తోత్రం ఈ సమయంలో చదవబడిన వాక్య భాగము కీర్తనలు నలభై ఆరు ఒకటి రెండు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు తర్వాత దేవుడు మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మనము ముఖ్యంగా ఈ కీర్తనలో నలభై ఆరవ కీర్తన కోరహ్ కుమార్లది అని పైననే వ్రాయబడి ఉన్నది దాదాపుగా మనము చాలా మార్లు కీర్తనల యొక్క ఇంట్రొడక్షన్ వింటూ ఉంటాము దానికి నేను సమయం ఎక్కువ వెచ్చించను అయితే ప్రధానంగా కీర్తనలు మహారాజు దేవ్ దావిద మహారాజు అనేక కీర్తనలు అంటే నలభై ఏ డెబ్బై మూడుకు పై చిలుకు కీర్తనలు ఆయన రచించినట్లు మనం చూస్తాము మరి పది కోరహ కుమారులు పది కీర్తనలు రచించినట్లు మనం చూస్తాము మరి కీర్తనల గ్రంథం అంతా కూడా నూట యాభై కీర్తనలు మరి ఐదు స్కందాలుగా విభజింపబడ్డాయి అని మనకు తెలుసు ఐదు స్కందాలు ఐదు పంచకాండాలను సూచిస్తున్నట్టుగా మనకు తెలియపరచబడుతుంది మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు మొట్టమొదటిగా ఆశ్రయ దుర్గము అని మనం గమనించినట్లయితే అరవై ఏడు కీర్తనలు ఏ ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం గమనించినట్లయితే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండును ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణకు ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని పలుమార్లు దేవుని ఆశ్రయం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట మరి దేవుడు మనకు ఏ రకమైన ఆశ్రయం ఇస్తున్నాడు అంటే ఆయనను చేరినట్లయితే మనకు అదే ఆశ్రయం ఆయన ఆయన కేడం క్రింద మనం ఉన్నాము ఆయన మనకు కోటగా ఉంటున్నాడు ఆయన మనకు దుర్గముగా ఉంటున్నాడు ఆయన మనకు మన ఆశ్రయాన్ని ఆయన స్వీకరిస్తున్నాడు మనం ఆశ్రయించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నా ఆశ్రయం పొందుకనండి అని ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాము నా తొమ్మిదో వచనం చూచినట్లయితే ఆయన ఎందు నమ్మిక ఇంచుడి దేవుని ఎందు మనము నమ్మిక ఇంచాలి ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించండి ఆయన ఏమంటున్నాడంటే మనం ఈ విపత్కరమైన సమయములలో మనం ఉంటున్నాం మనందరికీ బాగా తెలుసు మరి కనిపించని వైరస్ చేత మనం బాధపడుతూ ఉన్నాము ఎంతో మంది మొరలు పెట్టుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నారు మరి దుఃఖంతో దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు ఈ మొరలన్నిటినీ ఆయన ఆయన ఆ వింటూ ఉన్నాడు మరి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీ హృదయంలో ఆయనకు ఆయన యుద్ధ కుమ్మరించండి అని వాక్య భాగంలో మనం చూస్తున్నాము దేవుడే మనకు ఆశ్రయం అని ఇక్కడ మరి ఒక మారు చెప్పబడినట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట మరి తొంభై నాలుగవ కీర్తన ఇరవై రెండులో గమనించినట్లయితే యహోవా నాకు ఎత్తైన కోట దేవుడే మనకు ఎత్తైన కోటగా నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గం అని చెప్పబడుతోంది మరి ఆయన తొంభై ఒకటి రెండులో కూడా ఆయనే నా ఆశ్రయము నా కోట నాలుగవ వచనంలో చూస్తే ఆయనే తన రెక్కలతో నన్ను కప్పును అని వాక్యం సెలవిస్తుంది మరి ఇంకా ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అని వాక్య భాగంలో మనం చూస్తున్నాము మొట్టమొదటిగా కీర్తనలు తొంభై ఒకటి ఒకటి నుంచి పదహారు వరకు చూస్తే దేవుని లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి దేవుడు మహోన్నతుడైన దేవుడు అని ఎల్ ఎల్యోన్ అంటే యజమానుడు అని మరి సర్వశక్తిమంతుడైన దేవుడు అని ఎల్చడ్డాయి అంటే అనుగ్రహించుటకు సృష్టికర్త అని చెప్పబడుతోంది దేవుడు అంటే ఎహోవా దేవుడు నిత్యుడైన దేవుడు అని చెప్పబడుతోంది మరి ఎహోవా ఎలోహి అని చెప్పినట్లు మరి ఆయన సమస్తము ఆయన కంట్రోల్లో ఉంది సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది అని ఈ దేవుని యొక్క లక్షణాల గురించి మనం ఇక్కడ తొంభై ఒకటవ కీర్తనలో కూడా చూస్తూ అన్నాం అనమాట అంతేకాకుండా ఆయన తన స్వాధీనంలో అంతా కూడా ఉంచుకొని మనకు మన సమస్యలను తీరుస్తూ ఉన్నాడు ఆ మన స్వాధీ మనం ఆయన స్వాధీనంలో ఉన్నందుకు ఆయన మన సమస్యలన్నిటినీ తీరుస్తున్నాడు తొంభై ఒకటి మూడులో వేటకాని ఉరి తొంభై ఒకటి మూడులో నాశనకరమైన తెగులు తొంభై ఒకటి ఐదులో రాత్రివేళ కలుగు భయము తొంభై ఒకటి ఐదులో పగటి వేళ ఎగురు బాణము అపాయములు తొంభై ఒకటి ఏడులో మరి తొంభై ఒకటి పన్నెండులో రాయి వలన తొంభై ఒకటి పదమూడులో జంతువుల భయము వీటన్ని భయ వీటన్నిటి భయముల నుండి ప్రభు మనల్ని తప్పించుటకు సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడంటే మనము ఆయనను ఆశ్రయించి ఆయన మహోన్నతమైన లక్షణాలను మనం ఎప్పుడైతే చూస్తామో గమనిస్తామో వాటిని స్వీకరిస్తామో ఆయన మన ఆశ్రయాన్ని తీసుకొని మనకు ఆశ్రయం కలగజేసి దేవుడు మనకు అభయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నట్టు మనం ఇక్కడ తొంభై ఒకటో కీర్తనలో చూస్తున్నాము అంతేకాకుండా మనకు ఈ సమస్యలన్నిటికీ దేవుడు తొంభై ఒకటో కీర్తనలోనే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఏంటి ఆ వాగ్దానము అంటే మనం ఆశ్రయించినాము ఆయనను ఆయన యొక్క గుణ లక్షణాలను మనం స్వీకరిస్తున్నాము ఆయన యొక్క గొప్ప దేవుడని మనం స్వీకరిస్తున్నాము ఆయన గొప్ప దేవుడని మనం ఆయనకు స్థుతులు చెల్లిస్తూ మహిమ ఉన్నాము కనుక ఆయన దేవుడు మనకి వాగ్దానం ఏమిస్తున్నాడంటే తొంభై ఒకటవ కీర్తనల్లో మరి తప్పించేదను అంటున్నాడు తొంభై ఒకటి నాలుగులో తొంభై ఒకటి పద్నాలుగులో తొంభై ఒకటి పద్నాలుగులోనే ఘనపరచేదను అంటున్నాడు తొంభై ఒకటి పదహైదులో ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు తొంభై ఒకటి పదహైదులో తోడై ఉండేదను అంటున్నాడు తొంభై ఒకటి పదహైదులో గొప్ప చేసేదను అంటున్నాడు తృప్తిపరచెదను అంటున్నాడు రక్షణ అతనికి చూపించదను అల్టిమేట్ గా దేవుని రక్షణ మనకు కలుగుచూ ఉన్నది దేవుడు రక్షణ మనకు చూపిస్తున్నాడు ఆయన రక్షణ మనకు ఎప్పుడు ఆయన రక్షణలో మనం ఉండాలని మనకు రక్షణ కలగజేస్తూ ఉన్నాడు దేవుని మహోన్నతమైన ఆశ్రయమును మనం ఆశ్రయించినట్లయితే మరి ఐదో ఐదో కీర్తనలు పదకొండులో కూడా గమనించినట్లయితే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు అని చెప్పబడుతోంది ముప్పై ఒకటి నాలుగులో నా ఆశ్రయ దుర్గము నీవే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ముప్పై ఒకటి పంతొమ్మిదిలో నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది మరలా ఇంకా ఏమంటున్నాడంటే ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనం ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు మేలులతో తృప్తిపరుస్తూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది మనము ఆయనను ఆశ్రయిస్తే మనము సంతోషభరితులమై ఉంటాము అని ప్రభు వాక్యము సెలవిస్తుంది అనమాట మరి ముప్పై నాలుగు పదిలో కూడా మనం చూసినట్లయితే కీర్తనలు యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను గాని మరి యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు అని వాక్య భాగం సెలవిస్తుంది మరి అరవై రెండు ఒకటిలో కూడా చూసినట్లయితే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును దేవుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు మనం ఎన్ని వేళన ఆయనను ఆశ్రయించినప్పుడు కూడా ఆయన మనకు రక్షణ కలుగజేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆయనే నాకు ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే ఆయన నేను అంత కదిలింపబడను ఇక్కడ చూసినట్లయితే దేవుని అభయహస్తము మనము కదిలింపబడము అన్న అభయహస్తము మనం దొరుకుతుంది దేవుని ఆశ్రయించినప్పుడు ఆయనే రక్షణకర్తగా ఉంటున్నాడు మనం ఎప్పుడు కూడా ఈ పరిస్థితులను బట్టి భయంకరమైన వాటిని బట్టి మనము కదిలించబడము ఆయన రక్షణ మనకు తోడుగా ఉంది అని వాక్య భాగము సెలవిస్తుందనమాట మరి ఇదంతా కూడా దేవునిని ఆశ్రయిస్తే మనం ఆయన ఎదుట కుమ్మరించుకుంటే మనం ఆయన ఎదుట ఆయనను ఆశ్రయిస్తే మనకు కోటగా కొండగా దుర్గంగా ఉంటున్నాడు అని వాక్య భాగం సెలవిస్తుంది అంతేకాకుండా మనం ఆశ్రయించినప్పుడు మనకు సంతోషము కలుగుతుంది అని మనం ఆశ్రయిస్తే మేలు దొరుకుతుంది అని ఎంతో గొప్ప మేలు దొరుకుతుంది అని అంతేకాకుండా ఆయనను ఆశ్రయించి వారికి ఏ మేలు కదవయ్యే ఉండదు ఒక ఒక టైప్ ఆఫ్ మేలు కాకుండా అన్ని రకాలుగా అన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా మనకు ఆయనను ఆశ్రయించినప్పుడు మేలు దొరుకుతుంది అని ఈ నలభై ఆరు ఒకటవ దా ఒకటవ వచనంలో పై భాగంలో ఆయనను ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కదా ఆయన ఆశ్రయంను మనం ఆశ్రయించినట్లయితే ఆయన మనకు కలుగజేసే ఈ గొప్ప కార్యాలు మనము చూడగలము రెండవదిగా ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఇక్కడ గమనించినట్లయితే ఆపత్కాలము అంటే మనకు బాగా తెలుసు ఎంతో మనం ఆపదలో ఉన్నాము ఆపద్దినమందు అని కూడా ఎన్నో మార్లు మన వాక్య భాగంలో మనం చూస్తాము ఆపద్దినమందు ఆపత్కాలములో ఆయన తగిన సహాయుడు ఆపత్కాలములో మరి ఆయనను నమ్ముకున్న తగిన సహాయకుడు అని నలభై ఆరు ఒకటిలో ఉంది నలభై తొమ్మిది ఐదులో గమనించినట్లయితే ఆపత్కాలములో నేనేన భయపడవలను అంటున్నాడు కీర్తనకారుడు ఆపత్కాలంలో నేను ఎందుకు భయపడాలి ఎందుకు భయపడకూడదు అంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనము భయపడకూడదు అని కీర్తనలో నలభై తొమ్మిది ఐదులో నేను ఎలా భయపడవాలని అంటే మనం భయపడవలసిన అవసరము లేదు అయితే మనకు కలుగుతూ ఉన్నాయి మన ప్రియులు మన సొంత సమాజంలో కూడా అనేక మంది తమ ప్రియ భర్తలను కోల్పోయి ఉన్నారు బిడ్డలను కోల్పోయి ఉన్నారు నిన్ననే ఆంటీ గారు కూడా మరణించారు ఇవన్నీ చూస్తుంటే ఆపత్కాలంలో ఆయన ఏ రకంగా మనకు సహాయపడతాడు అని అంటే మనం ఒకటి నమ్ముతూ ఉన్నాము ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఎప్పుడు అంటే మనకు ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ ఆయన తప్పకుండా మనకు రానున్న దినాలలో ఆయన రాకడ సమయంలో మన ప్రియులను మనము చూడడానికి ఆయన పునరుత్డైన వెంట పెట్టుకొని వస్తాడు వారిని వెంట పెట్టుకొని వస్తాడు అని మరి తెసలోనిక గ్రంథంలో ఉంది మీరు సహోదరులు మరి అన్ని జన్ల వల్ల మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టం లేదు దేవుడు కడబూరం రోగులు దేవుడు గొప్ప నిరీక్షణ దేవుడు మనకు తీసుకున్నాడు అనమాట మరి కాలంలో మీరు ఎలా భయపడవాలి ఆపత్కాలం ఆయన నమ్ముకున్నది కూడా ఉన్నారు కాబట్టి మనము భయపడవలసిన అవసరము లేదు మన లూక ఏడు పదకొండులో గమనించినట్లయితే నాయను అనే గ్రామములో విధవరాలి కుమారుణ్ణి ఆమె కోల్పోయింది ఆల్రెడీ ఆమె విధవరాలు అయితే కుమారుని కూడా కోల్పోయింది ఇది ఎంతో భయంకరము ఆమెకు అతను ఒక్కడే కుమారుడు అని వాక్య భాగములో చెప్పబడుతుంది ప్రభు ఏడు పదమూడులో ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి దేవుడు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడినాడు కనికరపడి ఏమంటున్నాడు చిన్నవాడా లిమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చిన్నవాడు లేచి కూర్చుండెను అప్పుడు ఆ కుమార్ని తల్లికి అప్పగించినప్పుడు ఆమె సంతోషము చెప్పన శక్యము కానిది కాలంలో దేవుడు ప్రాక్టికల్ గా ఆమెకు సహాయకుడిగా ఉండి అక్కడ సహాయపడిన విషయాన్ని మేము గమనిస్తున్నాము మరి కూడా ఉన్నటువంటి జనులందరూ ఆ గ్రామ ప్రజలు లేకుండా ఉన్న వారందరూ కూడా ఏమని వ్రాయబడిందంటే భయభ్రాంతులైరి అని వ్రాయబడింది దేవుని కార్యాలు భయములు గొలిపేటివి దేవుని కార్యములు ఆశ్చర్యకరములు దేవుని కార్యములు మహిమ ఆయనను మహిమపరిచే రీతిగా ఉంటున్నాయి అప్పుడే ఏమని వ్రాయబడిందంటే వారు దేవుని మహిమపరచిరి ఆ కార్యము జరిగినందుకు భయభ్రాంతులైనారు ఒక మరణించిన కుమారుడు తిరిగి లేవడం అనేది అది అసాధ్యము ఎప్పుడు కూడా జరగలేదు వారు చూడలేదు ఇప్పుడు చూస్తున్నారు కనుక అది భయమును గొలిపింది దాన్ని బట్టి దేవు వారు దేవుణ్ణి మహిమపరిచినట్లు చూస్తామన్నమాట అంతేకాకుండా లూకాస్ వార్త ఎనిమిదిలో గమనించినట్లయితే నలభై మూడు నుండి నలభై ఎనిమిది వరకు గమనించినట్లయితే రక్తస్రావ రోగము గల స్త్రీ పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ ఎన్నో వైద్యులకు ఎంతో వ్యయము పరచి ఆమె గుణపడక లేదా స్వస్థపరచబడక అలాగే ఉన్నది అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఆయన చెంగును ముట్టినదో అప్పుడు ప్రభావము నాలో నుండి ప్రభావము నాలో నుండి తొలగిపోయినది అని ప్రభు అన్నప్పుడు ఆమె భయమైతే ఆయన చూచినప్పుడు ఆయన నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినది ఆమె ఆపద్దినములలో ఉంది ఆపత్కాలంలో ఉంది గనక ఆయనను ఆశ్రయించింది ఆమె మేలు పొందుకుంది పడింది ఎంతో గొప్ప స్వస్థత ఆమెకు కలిగింది మనకు బాగా తెలుసు రక్తస్రావం అయినప్పుడు ఎంత బలహీన పరిస్థితి అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరములు కాదు ఒక దినము రెండు దినములు కాదు పన్నెండు సంవత్సరములుగా ఆమె పొందుచున్నటువంటి బాధ ఆమె పొందుచున్నట్టు చింత వేదన మరి ఆ మరి బలహీన పరిస్థితి వీటన్నిటిని ఆమె జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆశ్రయించినప్పుడు మేలు పొందుకుని స్వస్థ స్వస్థత పరచబడినట్లు మనం చూస్తాం మరి విశ్వాసము గల నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని దేవుడు ఆమెతో యేసుక్రీస్తు ప్రభు ఆమెతో చెప్పినట్లు చూస్తాం అన్నమాట ఇంకొక వ్యక్తి దేవుని ఆశ్రయించినాడు ఆయన ఆపత్కాలములో దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి లుకాస్ వార్త తొమ్మిది ముప్పై ఏడు నుండి నలభై మూడు వరకు చూచినట్లయితే మరి ఆపత్కాలములో ఆయన దేవుని ఆశ్రయించి వచ్చినాడు దేవుని మరపెట్టిన ఒక దయ్యము ఆ కుమారుడు కుమారునికి దయ్యం పట్టి వదిలిపోకుండా ఉంది ఎంతో విలవిలలాడిస్తుంది ఆ బిడ్డను ఎంతో భయంకరమైన పరిస్థితి కలుగజేస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించిన ఆయనను ముట్టినప్పుడు దయ్యము వదిలిపోయింది మళ్ళీ దయ్యం ఎంతో భయంకరంగా ఆ బిడ్డను మరి బాధ పెడుతూ ఉంది అని మనం చూస్తామన్నమాట ఇప్పుడు చదవడానికి అంత సమయం లేదు కనుక దేవుని మహాత్మ్యము చూసి ఆయన చేసిన ఈ మహా గొప్ప కార్యము ఆ బిడ్డ పొందిన బాధను చూసిన జనాలు అక్కడ ఉన్నారు ఆ బిడ్డ పడుచున్న వేదన అగ్నిలో పడ వేచినప్పుడు విలవలలాడించి దొర్లాడించి భయంకరమైన పరిస్థితిని తండ్రి కాకుండా కుటుంబ సభ్యులు కాకుండా గ్రామ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గనక వారు ఈ మహాత్మ్యము గొప్ప కార్యం అనమాట మహాత్మ్యము అంటే ఎంతో గొప్ప కార్యము వారు చూచి ఆశ్చర్యపడిది అని చెప్పినారనమాట దేవుని యొక్క కార్యాలు మరి దేవుని మహిమపరిచేటట్టు భయభ్రాంతులకు గురి చేసే కార్యాలు ఆయన చేస్తాడు ఆయన గొప్ప కార్యాలు మహత్కార్యములు చేస్తే మనం ఆయనను దేవుని మహిమపరచకుండా మనము ఉండలేమన్నమాట మరి ఇంకొక వ్యక్తి దేవుని ఆశ్రయించి వచ్చిన వ్యక్తి ఆపత్కాలంలో ఏ రకంగా ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడిగా ఆ వ్యక్తికి ఉన్నాడో చూస్తాము మరి లూకాస్ వార్త పదిహేడు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు గమనించినట్లయితే ఇక్కడ మరి పది మంది కుష్ఠరోగులు ఉన్నారు అయితే పది మంది కుష్ఠరోగులు దేవుని ఆశ్రయించిన చేస్తున్నారు ప్రభువా మమ్మను కరుణించుము అని వారు మరుపెట్టుకుంటూ ఉన్నారు ప్రభువా మమ్మను కరుణించుము అని వాళ్ళు మరుపెట్టుకుంటూ ఉన్నారు అయితే వారి మొర దేవుని దేవు యేసుక్రీస్తు ప్రభు చూసి ఏమంటున్నాడంటే మీరు చేసుకున్నది అప్పుడు వారు వెళుతూ ఉన్న సమయంలోనే వారు పది మంది కూడా స్వస్థపరచబడినారు కుష్ఠరోగము పోయింది కుష్ఠరోగము స్వస్థపరచబడింది అయితే వారిలో తొమ్మండుగురులో ఒకరు మాత్రమే వెనుతిరిగి వచ్చి వాడు సమరేయుడు అని వ్రాయబడింది ఆ సమరేయుడు వచ్చి ఏమంటున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని మహిమపరిచినాడు అనమాట తొమ్మంగుడుగురు కూడా స్వస్థపరచబడిన వారు కారా వారు ఏరి అని ప్రభు అడిగినప్పుడు మరి అక్కడ సమాధానం లేదు వారు తొమ్మండుకులు లేరు కనుక వాడిని మాత్రము యేసుక్రీస్తు ప్రభువు దీవించి పంపినట్లు మనము చూస్తున్నాం అనమాట ఈ ఆశ్చర్య కార్యములు ఆయనను ఆశ్రయించిన మరి ఆయనను ఆశ్రయించకపోయినా నాయుని విధవరాలి కుమారుని ఆయన బాగుపరిచినాడు ఆయన ఆశ్రయించిన మరి ఒక తండ్రి తన కుమారుని దయ్యం వదిలిపోయింది ఆయనను ఆశ్రయించిన మరి ఆపద్దినంలో ఉన్నటువంటి పన్నెండు సంవత్సరంల రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపరచబడింది ఆయనను ఆశ్రయించిన మరి కుష్ఠరోగులలో పది మంది కుష్ఠరోగులు బాగుపరచబడి ఒకడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు ఆపద్దినములలో వారికి సహాయకుడుగా ఉన్న దేవుడు మన దేవుడు మనము కూడా ఆయనను ఆశ్రయించినప్పుడు మన ఆపద్దినములలో మనం ఉన్నప్పుడు మన దేవుడు మనకు ఆశ్రయకరతగా ఉన్నాడు అని చెప్పబడుతుంది అనమాట మరి ఇక్కడ నలభై ఆరవ కీర్తనల్లో మనం గమనిస్తే పన్నెండు నలభై ఆరు ఏడు పదకొండు ఒకే రకమైన వచనాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ఏడు పదకొండులో సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు దేవ్ యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు పదకొండులో కూడా అదే మాట ఉంది సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని రెండు వచనాలలో కూడా మనకు కనపడుతుంది మరి మనకు తోడై ఉన్న దేవుడు ఏ గొప్ప కార్యాలు చేస్తాడు అంటే సంఖ్యాకాండము పద్నాలుగు తొమ్మిదిలో యహోవా మనకు తోడై ఉన్నాడు అని ఉంది నిర్గమకాండము పదహారు పదిలో కూడా యహోవా మనకు తోడై ఉన్నాడు అని ఎప్పుడు అది సంభవించింది అంటే మరి కాలేవు యహోశివ కాలేబులు మరి పాల పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కనాను దేశమును చూచి మరి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు పది మంది కూడా ఇంకొక వ్యక్తులు కూడా వారితో ఉన్నారు వారేమంటున్నారు వారు ఉన్నత దేహులు వారి ముందర మనము మిడతల వల్లే ఉంటాము మనం వాళ్ళకు ఆహారం అవుతామని చెడు సమాచారం అందించి జనులను భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో కాలేబు మరి యహోశివ ఇరువురు కూడా మరి బట్టలు చింపుకొని ఏమంటున్నారంటే మన దేవుడు గొప్ప దేవుడు ఆ దేశము మంచి దేశము మనము మనము చూ మేము చూచి వచ్చిన దేశము మంచి దేశము దేవుడు మనల్ని అక్కడికి నడిపించి అది పాలు తేనెలు ప్రవహించు దేశము ఈ రెండే రెండు చెప్పినారు వాళ్ళు ఏమన్నారంటే అది మంచి దేశము రెండవది అది పాలు తేనెలు ప్రవహించే దేశము కానీ మనం చేయవలసిందంతా ఏంటి అంటే ఒకసారి సంఖ్యాకాండము పద్నాలుగు తొమ్మిదిలో ఒకటి నేను ఒక్క నిమిషం చదువుతానమ్మా మనం చే మనము చేయవలసిందంతా ఏమిటి అంటే మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించిన ఎడల యహోవా మన ఎందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరగ తిరగబడకుడి మనం చేయాల్సిందంత ఏంది అంటే ఆయనకు మనము తిరగబడకూడదు పైన వాళ్ళు తిరగబడ్డాడు మిమ్మల్ని నడిపించిన నాయకుడు మాకు లేడు కనుక వేరొక నాయకుని మనము తీసుకొని మరి ఐగుప్తులకి వెళ్దామని వారు ఎంతో భయంకరమైన మాటలు చెప్పినప్పుడు మరి మోషే అయితే సాగిలపడినాడు సాగిలపడి వారి యొద్ మనవి చేసుకుంటున్నాడు అనమాట అంతేకాకుండా ఆ దేశ ప్రజలు భయపడుకుడి వారికి భయపడుకుడి వారు మనకు ఆహారమగుదురు మరి వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకుడి అని చెప్పబడింది అనమాట అప్పుడు వీరి మీద వారిని రాళ్లతో కొట్టమని ప్రజలందరూ అంటూ ఉన్నప్పుడు అంటే యహోశివ కాలేబులను మోషేను రాళ్లతో కొట్టమని ప్రజలందరూ అన్నప్పుడు యహో వాళ్ళ వాళ్లకు మేఘం మీద కనపడి వాళ్ళు నోళ్లను మోయించినట్లు మనము చూస్తామన్నమాట ఎంతవరకు నేను వీళ్ళతో నేను ఏగాలి ఎంతవరకు నేను వీళ్ళని సహించాలి అని మోషేత అన్నప్పుడు మోషే తిరిగి వారి కొరకు ప్రార్థన చేసి ప్రభా వీని కరుణించు నలభై సంవత్సరాలు వాళ్ళు పొందిన శ్రమను ఈ అరణ్యకాలంలో నీవు నడిపించిన రీతిని వారు వాళ్ళ ప్రజలకు చెప్పుకున్నారు ఐగుప్తు వారికి తెలిసింది మరి నువ్వు ఇలా చేస్తే వారు ఎట్లా మరి మా మీ దేవుడు నడిపించగల శక్తిమంతుడు కాదా అని అంటాడని వారు కొరకు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని కరుణించినట్లు చూస్తామన్నమాట ఈ రీతిగా మనకు ఆశ్రమైన దేవుడు మనతో కూడా ఉన్నాడు మనకు ఆపద్దినంలో సహాయకుడుగా ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి మనము ఆయనను ఆశ్రయించి ఆయన యొక్క గొప్ప కార్యాలు చూచి దేవుని మహిమ ఇంకొక మారు కూడా పూరళ్లను రప్పించిన సందర్భంలో ముందర వారికి మన్నాను కురిపించినప్పుడు పూరళ్లను కురిపించినప్పుడు అంతకు ముందు కూడా వారు ఆహారము కొరకు ఎంతో సణిగి సణిగి సణిగినప్పుడు యహోవ వారికి ఆహారం ఇయ్యక ముందు మేఘముల మీద ఆయన కనపడి మరి ఆయన మహిమను కనపరుచుకున్నాడు దేవుడు నేనే దేవుడనని అంటున్నాడు నేనే యహోవానై ఉన్నాను అంటున్నాడు మోషే అహరోన్లకు మరి తోడై ఉన్నాను అని మోషేకు ఎప్పుడైతే మూడో అధ్యాయంలో చెప్పినాడో నాలుగో అధ్యాయంలో మోషేకు అహరోనుకు కూడా మీ నోటికిని అతని నోటికిని నేను తోడై ఉందును అని చెప్పిన దేవుడు మనతో కూడా ఇప్పుడు కూడా ఉన్నాడు మనం అనుకోనవచ్చు మన ప్రియ బిడ్డలు మేము కోల్పోయినాం కదా మాకు ఎలాగా అనంటే మన దేవుడు పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి ఆరోహణమై ఇక్కడికి అవరోహణమై వచ్చినప్పుడు మరి రెండవ రాకల్లో ఆయన ఇక్కడ వచ్చినప్పుడు మనము మన ప్రియులను మనము కలుసుకుంటామనే గొప్ప ధైర్యము గొప్ప సహాయము మనకు ఆయన నుంచి దొరుకుతుందని అప్పుడు మనం ఆనందపడతామని మన ప్రియులను మనము మహిమ శరీరముతో చూస్తాము మనకంటే వారే దేవునితో కూడా కలిసి వస్తారు అని చెప్పబడుతుంది కనుక ఈ వాకుల ద్వారా దేవుని ఆశ్రయించడము వ్యాపదినములలో మనకు సహాయం చేస్తాడని మనము నమ్మాలి నమ్మిక ఇచ్చాలి దినవృత్తాంతంలో కూడా ఏడు పద్నాలుగులో చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు నడతలను విసర్జించిన ఎడల ఆకాశముందున్న నేను వారి మొదలను ఆలకించి వారి యొక్క దేశమును స్వస్థపరచుదును వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని వాక్యం సెలవిస్తుంది ఇలాంటి గొప్ప ఆదరణకరమైన వాక్కుల చేత మనం అందరము ఆదరింపబడాలని ఎవరు కూడా దుఃఖపడడం దేవునికి ఇష్టం లేదు దుఃఖము కొన్ని జన్మలు మాత్రమే ఆయన మహిమలో మనం చేరినప్పుడు సమస్తము ఆనందమే ఆయనను ఆశ్రయించిన బిడ్డలను సంతోషముతో ఆనందంతో ఆయన నింపుతాడని మనం విశ్వసిస్తాము ఆయన ఆశ్రయించి ఆపద్దినములలో ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన మనకు సహాయకుడై ఉన్నాడని మనము నమ్ముదాము ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని ఆదరించిన గాక మరి ఈ తరుణాన్ని నాకు అనుగ్రహించినట్టు